అందరికీ నమస్తే బిడ్డ నేను మీ కొమరక్కను బాగున్నారు అందరూ అక్కలు చెల్లెళ్ళు బావలు మర్దులు మర్దన్లు మనమలు మనమరాన్లు యారాన్లు సంతులు బావలు చిన్నబ్బలు పెద్దబ్బలు తాతలు ముత్తాతలు వాయమ్మ మీ అందరి కోసం ఒక మంచి ముచ్చటతోటి మీ ముందరికి వచ్చిన బిడ్డ దసరా సినిమా వాళ్ళతోటే నేను నీతోటి ముచ్చట పెట్టడానికి వచ్చిన అయ్యా నానయ్యా నమస్తే బిడ్డ అమ్మ వనక్కం నమస్కారం చెనాగిద్రా ఆదాబ్ కెమెరాకి చెప్తున్నా ఆదాబ్ ఎందుకంటే ఇది ప్యాన్ ఇండియా మూవీ కదా నాయన ప్యాన్ ఇండియా ఇంటర్వ్యూ ఇది కూడా నిజమే కదా కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఇన్ని రోజులు నాని అనగానే అందరు ఏమనుకుంటున్నామంటే అయ్యో మన ఇంటి పక్క రామలక్క కొడుకు చంద్రక్క కొడుకు <laughs> మన అంటే ఏ హీరోను కూడా హీరో అనే ఓ భయం ఉంటుంది ఒక ఇది ఉంటుంది నాని వరకు వచ్చే వరకు హే మా పిల్లగాడు ఇప్పుడు నాయసొంటి రగ్గడిగా ఏమీ తెలియని వాళ్ళ ఇళ్ళకు కూడా వచ్చినావు ఈ ఈ సినిమాతోటే అంతే అంతే వస్తావు కదా వచ్చేసా ఎప్పుడు వచ్చేసిన ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి ఇంకా లోపలికి ఇంకా లోపలికి ఇంకో అంటే ఈ ఇప్పుడు తెలంగాణ మాలికం నీకు రాదు కదా నాయన వచ్చు ఇప్పుడు వచ్చా ఇప్పుడు వచ్చు అయితే నువ్వు మొత్తం ముగ్గురు కలిసి తెలంగాణనే మాట్లాడాలి నేను సరే మేడం కష్టం కాదు నేను ఇప్పటిదాకా వలకరించిన కదా బిడ్డ అట్లా ఒకసారి వల్కరి చూస్తాం ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ ఈ సెడ్ లాంగ్ డైలాగ్ అన్ని అందరి చుట్టాలని రిపీట్ <laughs> చేయ ఒకసారి లూప్ ఏం కాదు ఏం కాదు పల్కరి నీకు వచ్చినట్టు పలకరి ఎలా చెప్పండి నేను చెప్తా అక్కలు అక్కలు చెల్లెళ్ళు అలా ఓ అందరిని పలకరించమంటున్నారా సో ఆడియన్స్ అందరినీ అందరు ఇగో నీకు అందరూ చుట్టాలి రిపీట్ ఇట్ రిపీట్ ఇట్ అక్కలు అక్కలు చెల్లెళ్ళు చెల్లెళ్ళు బావలు బావలు మరదులు మరదులు తమ్ముళ్ళు తమ్ముళ్ళు తాతలు తాతలు ముత్తాతలు ముత్తాతలు చిన్నబ్బలు చిన్నబ్బులు పెద్దబ్బలు పెద్దబ్బలు అందరు బాగుంటారు అందరు బాగుంటారు చిన్నబ్బ అంటే తెలుసా బాబాయ్ అమ్మో మొత్తం లోతుకున్నావు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ పెరిగా చిన్న చిన్న చిత్తప్ప మరి తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రపంచం గూగుల్లో మొత్తం మొత్తం ప్రపంచం మొత్తం సెర్చ్ చేసేటట్టు చేసిరు బిడ్డ మీరు నువ్వు ధరణి క్యారెక్టర్ చేసినావు కదా నాయన ఆ క్యారెక్టర్కి పోనీకి ఎన్ని రోజులు అయింది అందుకెళ్ళి బయటికి రానికి ఎన్ని రోజులు పడుతుంది బయటికి రానికే వచ్చేసా పోనీకి ఒక రెండు రోజులు పట్టింది రెండే రోజులు అంటే షూట్ స్టార్ట్ అయినాక రెండు రోజులకి కరెక్ట్గా ధరణి అంటే ఏంది ఎట్లుంటాడు ఎట్లా మాట్లాడాడు ఏందని మాకు క్లారిటీ వచ్చింది ఇంట్లో ఎప్పుడన్నా అంటే అన్ని రోజులు సంవత్సరం పొడవు నువ్వు సినిమా చేసినాం కదా ఆ సంవత్సరంలో అప్పుడంత లోపలే ఉన్నా అప్పుడు ఆఖరి రోజు షూటింగ్ అయిపోయింది అనగానే వచ్చా ఇంటికి పోయి కూడా అట్లే మాట్లాడుతుంటివా ఇంటికి పోయి అసలు మాట్లాడేవాడిని కాదు ఎనర్జీ లేదు <laughs> దసరా షూటింగ్ తర్వాత మాట్లాడటాలు ఇంకే పని లేదు అలా ఒకటైతే అమ్మ చలికాలం చూసిర్రు వానకాలం చూసిర్రు ఎండాకాలం చూసిర్రు కదా మూడు కాలాలు చూసినాం కాలాలు చూసాం మూడు కాలాల్లోనూ దుమ్ము చూసాం మామూలు దుమ్మా అసలు చూసాం <laughs> బొగ్గులు చూసాం ఎప్పుడన్నా అనిపించిందా అయ్యా అంటే ఏ సినిమాకి వాడని కష్టం ఈ సినిమాకి పడ్డం ముగ్గురు అందరూ అందరు ఏ సినిమా కూడా ఇంతవరకు వాళ్ళే అనుకుంటా నాకు తెలిసి ఎవరు వాళ్ళే ఎవరు వాళ్ళే నీకు ఎప్పుడన్నా అనిపించింది అంటే నాకే దుఃఖం అనిపించేది మేము అంటే ఊర్లలో పని చేసుకొని కాయ కష్టం చేసి ముందు ఫస్ట్ కొమరక్క మన దసరాలో చాలా ఒక మంచి రోల్ నాగరాజు రోల్ చేసింది చేసింది చేశాడు మీకు ఎలా కూడా తీసుకోండి <laughs> చేసినాం కదా అంటే మాకే బాధ అనిపిస్తుండే దేవుడా ఇంత కష్టమా ఇంత ఇల్లెందు పోయినాం కదా ఇల్లెందులో అయితే నేనైతే అది మేనేజర్ని పిలిచి సార్ మీరు రోజుకు లక్ష రూపాయలు ఇస్తానా ఇది వద్దు సార్ చచ్చిపోయేటట్టు మా మన లడ్డుగాడు ఉన్నాడు కదా ఇంజుమామ్ ఇంజుమామ్ ఆల్రెడీ చక్కెర వచ్చి పడిపోయిండు అయినా కూడా నువ్వు పదిసార్లు చేస్తేవి ఆ టేక్ అన్నిసార్లు చేస్తేవి అప్పుడు కూడా అనిపించలేదా అమ్మ ఇంత రిస్క్ అవసరమా ఎంతగానో కష్టపడాలని అనిపించలేదు బాగా అంటే అవుట్పుట్ బాగా వస్తున్నప్పుడు ప్లస్ రేపు ప్రేక్షకులు పెద్ద స్క్రీన్ మీద చూసి మస్తు ఉందంటే ఇంకా అందుకంటే కావాల్సినే ఉంది ఏదో ఒక ఒక మోటివేషన్ ఉంటుంది అరే ఇది ఎలా ఉండబోతుంది స్క్రీన్ మీద రిలీజ్ అయినప్పుడు ఎలా చూస్తారు ఎలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అని అదొక మోటివేషన్ అదొక ఎంకరేజ్మెంట్ అప్పుడప్పుడు దూకేయడమే దూకేయడమేందయ్యా నేనైతే నిన్నే చూస్తున్నా ఏంది ఇంత కష్టపడుతున్నాడు ఏంది ఇంత కష్టపడుతున్నాడు దీక్షిత్ను కూడా అబ్బా అసలు నీ డెడికేషన్కు నువ్వు తిరిగి చూసేది లేదుగా ఆయన అయితే పెద్ద స్టార్ కానీ నువ్వు వెనక్కి తిరిగి చూసుకునేది లేదు మనము పాములాట ఆడదాం కదా నాయ దాంట్లో ఎవడన్నా ఒకడు పెద్ద నిచ్చెన ఎక్కుతాడు ఒకటేసారి అట్లా ఎక్కిడా లేదు అట్లా ఎక్కిడు అస్సలు ఇంకెవరికి దొరకవు నువ్వు అస్సలు ఏంది ఏం క్యారెక్టర్ ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చింది దేవుడా నీ కండ్లు కానీ నీ గడ్డం కానీ నీవు కానీ అబ్బా డాన్స్ ఇద్దరు పోటా పోటీగా ధూమ్ ధామ్ దోస్తా నిర్గమ ఆమె లాస్ట్ స్టెప్ కు కూసబెట్టింది అవును తెలంగాణ సాంప్రదాయాన్ని పద్ధతుల్ని అన్ని ఇప్పుడు అంటే ఈ సినిమా సినిమా కన్నా ముందే తెలుసా ఈ సినిమా తర్వాత మొత్తం తెలుసుకున్నావా నాయన కొంత తెలుసు కానీ లోతుగా తెలిసింది సినిమాతోనే లోతుగా తెలిసింది ఇది ఇండియాలో ఏ భాషలో వాళ్ళైనా ఎవరైనా సరే ఈ సినిమా చూస్తే అసలు మా తెలంగాణ ట్రెడిషన్స్ గురించి కానీ కల్చర్ గురించి దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు జమ్మి అంటే ఏంటి ఇలాంటి చాలా విషయాలు మనం ఏం చెప్పం మనది కథ నడుస్తుంటుంది కానీ సినిమా అయిపోయేటప్పటికి ఇవన్నీ తెలిసిపోతాయి కానీ బతుకమ్మను కూడా బాగా చూపించారు బతుకమ్మ బతుకమ్మ ఆడిందా అమ్మ బతుకమ్మ ఫుల్ బతుకమ్మ అప్పుడు మేము లేవు బతుకమ్మ ఆడినాం బతుకమ్మ చేశాను తర్వాత ఒక మంచి సీన్ కూడా ఉంది బ్యూటిఫుల్ సీన్ చాలా oh, ఒక చిన్నది ఏంటంటే అంటే నా తరపు నుంచి అంటే మీరు తెలంగాణ సాంప్రదాయాన్ని పద్ధతుల్ని మాటలని యాసని భాషని ఎక్కడో గోదావరి కానీ జిల్లాలో ఒక వీల్రపల్లి అనే గ్రామాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తారు కానీ దానికి ఎవరన్నా ఇంటికి వస్తే తెలంగాణ సాంప్రదాయబద్ధంగా ఒకటి చేస్తాం అది మా ఇంటి ఆమె పంపించింది మీకోసం నేను తెచ్చిన స్వీకరిస్తారా అనుకుంటున్నా బిడ్డ తీసుకురాయ్యా మా ఇది మీ చెల్లెలు ఇచ్చింది నువ్వు అంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది చిన్న వింట వింటక్క పెట్టచ్చాము కూర్చోండి కూర్చోండి మీరు కూర్చుంటేనే పెడతారు అది మీరు కూర్చుంటేనే పెట్టాలి కూర్చొని పెడతాం ఇదేంటిది తిరిగిపోయింది ఓకే ఇది నా తరపు నుంచి కూర్చో కూర్చో కూర్చోవాలి తల్లి నువ్వు కూర్చోవాలి బంగారు తల్లి తీసుకోవాలి థ్యాంక్ <laughs> యూ నువ్వు కలకాలం చల్లగా బతకాలి నువ్వు ఇట్లే ఉండాలి పెద్ద స్టార్ అయ్యి సంతోషంగా ఉండాలని దీవిస్తున్నామ్మా అబ్బాయిలకి ఇదే డిసడ్వాంటేజ్ మనకి పొడి చీర వస్తుంది మళ్ళీ టవర్లు వస్తాయి <laughs> మాకు వడ్డీ <laughs> అంటే ఇవి పల్లెటూర్లలో నిజంగా బియ్యం పోసినప్పుడు కప్పే టవాల్స్ ఇవి ఇట్లే ఉండి అట్లే ఉంటాయి ఇంటికి వచ్చిన కొత్త ఎవరికి వచ్చిన ఫుల్ బ్రాండింగ్ ఫుల్ సేల్స్ ఇప్పుడు రేపు మీ ఊర్లో ఇది ఎక్కడ నుంచి చేశారు ఇది ఇక్కడ real value quality gold medal towels నిజంగా గోల్డ్ మెడల్ లాగే వేశారు నా మెడల్ అయ్యా తెలంగాణలో కొన్ని పదాలు మీరు నువ్వు చెప్తే ఆమె నీకు చెప్తుంది కొన్ని పదాలు కొన్ని పదాలు ఆమె ఏం చెప్తుంది అవే పదాలని ఆమె చెప్తుంది అంటే డైలాగులు కదా సామెతలు ఉంటాయి కదా ఊర్లలో మాట్లాడుకో చెప్పండి మరి నాకు నాకు తెలుసు సామెత <laughs> నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా అది ముగ్గురు చెప్పండి మీరు రిపీట్ చేయాలంటే రిపీట్ చేయాలి చెప్పండి అత్త కోడలికి బుద్ధి చెప్పి తెడ్డు నాకిందంట అత్త కోడలికి బుద్ధి చెప్పి తెడ్డు నాకిందంట తెడ్డు నాకిందంట అంటే చెప్పమ్మా అంటే అత్త ఒక నిమిషం సామెత మీనింగ్ ఏంటి మీనింగ్ ఏంటంటే అత్త బుద్ధి చెప్పిందంట అంటే కూర కలిపేటప్పుడు ఇట్లా నాకి చూడకమ్మా ఎంగిల్ అవుతుంది నాకి చూడకని బుద్ధి చెప్పిందంట కానీ అత్తనే పోయి మొత్తం నాకు నాకిందంట <laughs> ఓకే అత్త బుద్ధి అత్త కోడలికి బుద్ధి చెప్పి తెడ్డు నాకిందంట అత్త కోడలికి బుద్ధి చెప్పి తెట్టు నాకిందంట అంటే నువ్వే సజెస్ట్ బేసిక్లీ నువ్వే చెప్పి నువ్వే చేస్తావు ఇలాంటి పనులు అనడానికి సామెత నువ్వు చెప్పి చూద్దామా అత్త కోడలికి బుద్ధి చెప్పి తెడ్డు నాకిందంట అత్త కోడలికి బుద్ధి చెప్పి తెడ్డు నాకిందంట నాకిందంట తెడ్డు నాకిందంట కరెక్ట్ తెడ్డు అంటే గంటను తెడ్డు అంటే తెడ్డు అంటే అది గరిటె నో నో గరిటె దిస్ గరిటె గరిటె ఇది చిన్నప్పుడు చింతకాయలు అమ్మి పెద్దగా అయినాక ఏంది బాబాయ్ వంకరు ఉన్నాయి అన్నదంట చిన్నప్పుడు అలా మీ టోన్లో చెప్పనా చిన్నగా ఉన్నప్పుడు చింతకాయలు అమ్మి చిన్నగా ఉన్నప్పుడు చింతకాయలు అమ్మి పెద్దగా అయిన తర్వాత ఇవేంటి బావా వంక ఉన్నాయి అన్నదంట వంకరా వంకగా ఓ సారీ చెప్పండి మళ్ళీ రెండు చిన్నప్పుడు చింతకాయలు అమ్మి చిన్నప్పుడు చింతకాయలు అమ్మి పెద్దగా అయిన తర్వాత ఇవేంటివి బావా వంకగా ఉన్నాయి అన్నదంట పెద్దగా అయిన తర్వాత ఇవేంటివి బావా వంకగా ఉన్నాయి అన్నట్టు చెప్తాము చిన్నప్పుడు చింతకాయలమ్మి చిన్నప్పుడు చిన్నకాయలన్నీ <laughs> చింతకాయలు చింతకాయలు చిన్నకాయలు చిన్నప్పుడు చిన్న చింతకాయలన్నీ చింతకాయలన్నీ <laughs> అమ్మి అమ్మి చిన్నప్పుడు చింతకాయలన్నీ అమ్మి అమ్మి చిన్నప్పుడు చింతకాయలు అమ్మి పెద్దగా అయిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఇవేంటి బావా వంక ఉన్నాయి అన్నదంట ఇవేంటి ఇవేంటి బావా వంక ఉన్నాయి అందండి వంకగా ఉన్నాయి వంకగా ఉన్నాయి వంకగా ఉన్నాయి ఇదేంటి బావా వంకగా ఉన్నాయి అన్నిందంట అన్నదేంటి బావా వంకగా ఉన్నాయి అన్నిందంట అన్నదంట ఈరోజు ఈ షోలో మా పర్ఫార్మెన్స్ చూసి మా అందరికీ డౌట్ వస్తుంది మేము దసరాలో ఏం చేసాం <laughs> చెప్తావా చిన్నప్పుడు చింతకాయలు అమ్మి చిన్నప్పుడు చింతకాయలు అమ్మి చింతకాయలు చిన్నప్పుడు చింతకాయలు అన్ని అమ్మి చిన్నప్పుడు చింతకాయలు అమ్మి పెద్దగా అయిన తర్వాత ఇవేంటి బావా వంక ఉన్నాయి అన్నదంట పెద్దగా అయిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఇవేంటి బావా ఇదేంటి బావా వంకగా ఉన్నాయి అనిందంట ఉన్నాయి అన్నిందంట అంటే ఆ పిల్ల చిన్నగా ఉన్నప్పుడు అన్ని చింతకాయలే అమ్మిందంట రోజు కొంచెం డబ్బు అవి so um, imli imli so then she was kid she sold from then she sold imli only but when she grew up she saying it sense what are this why are they all cross and all you understood <laughs> అంటే మనిషి బిహేవియర్ లో అంత తేడా వచ్చిందని అర్థం no you're acting of like as if you don't know types No not you meaning of it పిచ్చి నా గురించి ఏదో చెప్తా గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నాను ఇది ఈ సామెత గుమ్మడికాయలు తగ్గేవారంటే భుజాలు తడుముకుంటాను ఎవరి గురించి అంటే నువ్వే ముందే నీకు నువ్వే అనుకుంటున్నావు <laughs> అదే సినిమా మొత్తం చాలా బాగుంటుంది కానీ ఇంకొకటి జనాలకి ఏమైందంటే నువ్వు ఆడ ముడతాలకు పవలు పవలు కట్టుకొని తిరుగుతున్నావు గల్ల గల్ల గల్ల అంటుంది నాని మొత్తం తాగుటనే ఉంటాడు ఆయనది సినిమాలో అంటున్నారు తాగుతావా తాగవా తాగుతాను తాగనిది కూడా ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి అంటే నీ దోసగాళ్ళు ఉంటారు ఆయనలో ఎంత దోస్తుగాళ్ళు మీ గురించే క్వశ్చన్ దోస్తుగాళ్ళే అంటే దోస్తుగాళ్ళు నిన్ను పాడు చేస్తారా నువ్వు వాళ్ళని పాడు చేస్తావా ఎవరు ఎవరిని పాడు చేయం కానీ దోస్తుగాళ్ళు ఉంటారు అండ్ మామూలుగా సినిమాల్లో మన హీరోలకి హీరోకి ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా ఈ సినిమాలు అలా కాదు దోస్తు వాళ్ళందరూ కూడా may very important characters of the film అంటే ఊరికే సరదా కోసమో ఒక జోక్ కోసమో కామెడీ కోసమో ఉన్న క్యారెక్టర్స్ కాదు కథలో చాలా ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసే పాత్రలు సాంగ్ కదా రిలీజ్ అవ్వని ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ లో అమ్మ నిజంగా ఆ పాటల అయ్యా నిజంగా చెప్తున్నా నీ పర్ఫార్మెన్స్ చూసి గంట నా రేట్స్ నేను నువ్వేమో తన కూర్చుంటావు ఈమె పర్ఫార్మెన్స్ చూసి అయితే నిజంగా నేను ఒక నా రేడ్చిన అలా నేను ఆమె కనబడలేదు వద్దు కనబడలేదు తర్వాత రోజు అడిగింది ఏమాయ అన్న నువ్వు కనబడలేదు ఈరోజు అంటే నిన్ను నేను అట్లా చూడలేకపోయిన తల్లి నేను గంటన్నర ఏడ్చుకున్నా నేను నేను దూరంకి వెళ్ళి చూస్తున్నా ఏడుస్తున్నా చూస్తున్నా ఏడుస్తున్నా అసలు నీకు పో నువ్వు అంతే ఇక నువ్వు తోపు అంతే తురుము ఇప్పుడు నాకు అసలు ఇక ఇక అసలు తిరుగుండదు ఈ సినిమా తర్వాత నిజంగా నానే అన్నట్టు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అంటే వెనక ఏదో క్రౌడ్ ఉండాలని ఏదో ఏదో అట్లా ఉండాలి జనాలు అమ్మ ఒక్కడు హీరో ఒక్కడు ఉంటే బాగుండదని చాలా సినిమాల్లో వాడతారు కానీ దీంట్లో నువ్వు అన్నట్టు మేము ఎంతమంది ఉంటే అంతమంది క్యారెక్టర్లు అంతమంది స్టోరీ ట్రావెల్ చేస్తాయి అవన్నీ నిజం అదైతే అదృష్టం చేసుకున్నాం మేము అందరికీ మంచి మంచి అందరూ గుర్తుండిపోతారు సినిమా బయటకు వచ్చేటప్పటికి కానీ ఎప్పుడైనా మన దీక్షిత్ కూడా నువ్వు మా దోస్తాన్ దగ్గరికి వస్తుంటివి కదా వచ్చి సప్పుడు చేయకుండా లుంగి మీనికి వేస్తాడు మీనికి కడతాడు ఆడ కూర్చుంటాడు కూర్చొని ముచ్చట ఆడుతుంటు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే నీకు తెలుగులో ఆ క్రౌడు ఆ జనాలు నీకు తెలుగు రాదు సరిగ్గా మేము అందరం కొత్తగా అందరు కొత్త నానన్న నానే అయితే మీకు పాతగా సినిమా ముందే పరిచయం కదా సినిమాలు సినిమా ఎంతో కొంత మాకన్నా ఎక్కువ కొంచెం మీరే పరిచయం మాతో కూడా ట్రావెల్ చేసినావు కదా నీకు ఎట్లా అనిపించింది బిడ్డ మంచిగా అనిపించిందా డెఫినెట్గా చాలా బాగా నచ్చింది చెప్పాలే అన్ని ఫ్రెండ్స్ గ్యాంగ్లో నేను వెళ్ళి మన డైలాగ్ను చెప్పి ఇది ప్రాపర్గా ఉందా ఆయన తెలంగాణ స్లాంగ్ తెలుసు కదా సో నేను వచ్చేసి ఇలా ఇది డిక్షన్ ప్రాపర్గా ఉందా ఇది ఇది ఇలా అంటే నేను సెట్లో అందరినీ this is okay this not okay I was testing like I was testing so and you will check yourself Dikshit will not miss seeing monitor let's is on the train say he's on the train, okay, mo- monitor is down. Uh, director said, uh, "Ah, okay, uh, next shot. He will come, take ladder, come down, run, go, take almost makeup, And <laughs> he'll run back. Ah, and run <laughs> back to the shot. <laughs> He'll have to see the monitor. So, He'll have to. and, He's very doubtful. వద్దు ఒక్కొక్కసారి డైరెక్టర్ ఫస్ట్ షాట్ సెకండ్ షాట్లో ఓకే ఓకే నాకు దొరికింది నాకేం కావాలంటే నా మ్, ఏంటంటే Satisfaction నా ఉంటుంది ఏంటంటే కదా? వీడి ఇష్- ఇంతే ఈ- ఈ- ఇంతే చేయొచ్చు ప్లీజ్ యు సంథింగ్ అనమాట అది ఇంకో మళ్ళీ డౌట్ ఫ్రెండ్స్ అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా హైదరాబాద్ ఉన్నప్పుడు మారందరూ షూటింగ్ బ్రేక్ ఉన్నప్పుడు కలిసి క్రికెట్ ఆడారు భయం భయం భయం భయమా ఎస్ సార్ విలన్ కాదు <laughs> ఎందుకు so my stay in Hyderabad was like it was very beautiful ముందే అడుగుతుండే all fun gang all them are very fun shooting break break వచ్చిందంటే ముందే అడుగుతుండే క్రికెట్ mm. ఆడదామా క్రికెట్ ఆడదామా అని నాకు షూటింగ్ షూటింగ్ కుదరక పోలేదు కానీ అందరు వచ్చారు ఫ్రెండ్స్ అందరు కానీ మేము ఇంటికి షూటింగ్ చేసి ఇంటికి పోయినప్పుడు అందరు అడిగేది ఏంది ఇంత నల్లగా అయినవి ఏంది నేనావుడేంది తల్లి మా ఆమెకు చెప్పి నేనావుడేంది తల్లి కీర్తి సురేష్ నానే నన్ను చూస్తే ఇంకా బాధ <laughs> మేమంటే ఆ ఎండలో నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మేము ఎండలో నుంచి వచ్చాం మేమంటే అంటే నుంచి వచ్చాం అనుకున్నారా ఎండలోంచి వచ్చాం సేమ్ అయ్యా ఈ పదేళ్ళు ఈ పదేళ్ళు మనం మెయిన్ హీరోగా సినిమాలు చేసినందుకు మన లైఫ్ చేంజ్ అయిపోదు ఇప్పుడు కూడా అంతే నేను నేను ఫస్ట్ మన నా సినిమాలో డైలాగ్ కూడా ఉంది అది మనం పెరిగింది అది అది ఒక మెంటాలిటీ అది మారదు చుట్టుకుని బట్టలు మారుంటే మనం తిరిగే కారు మారుతుంది కానీ మైండ్ మారదు ఇప్పుడు కూడా చిన్న బట్టల షాప్కి వెళ్తే ఫస్ట్ ట్యాగ్ చూడాలి మనం doesn't matter doesn't matter whatever it not worth it default ఇంకోటి మా ఇంకా దీక్షిత్ అయితే నువ్వు ఫోన్పే గూగుల్ పే కూడా వాడవు కదా you don't use very less నేను నాకు రాదు అవునా నాకు నేను టెక్నికలీ హ్యాండిక్యాప్డ్ <laughs> అంటే నాకు ఐ mm, అది టెక్నిక్ కాదు కదా అదే ఉంది అది నా నోట్స్ రాసుకోవడం సినిమాలు చూసుకోవడం నెట్ఫ్లిక్స్ అది కాదు టెక్నిక్ బ్యాంక్ పనులు లేదంటే నువ్వు నువ్వు నాకు ఏదైనా ఇప్పుడు స్విగ్గీ ఏదో అలాంటి ఏదైనా కావాలనిపించిన లేదంటే ఇలా ఏదైనా పే చే నాకు రాదు చేయండి అని ఇస్తా <laughs> దానికి ఒక అసిస్టెంట్ పెట్టుకోవాలి ఐ మొత్తం అయ్యా మరి డైరెక్టర్ విషయంలో ఎప్పుడన్నా నిన్ను ఇబ్బంది పెట్టిందా తల్లి అబ్బా ఏంది శ్రీకాంత్ ఇంత సతాయిస్తుండు ఈ సీన్కు అన్నట్టు ఎప్పుడన్నా అనిపించిందా తనకి నేను పెట్టాను లేదే శ్రీకాంత్ బాగా సతాయిస్తాడు కానీ సినిమా వస్తుంది సతాయిస్తాడని తెలిసిపోతుంటుంది మనకి ఇప్పుడు ఊరికే అబ్బా ఏం రీజన్ ఏంటి అని తెలియకుండా ఉండదు సతాయిస్తున్నాడు కానీ ఎందుకు సతాయిస్తున్నాడో తెలుసు అలా అంటే ఇట్స్ నాట్ లైక్ వై ఎందుకు అని ఇప్పుడు ఉండదు ఫిక్స్ అయ్యాడు ఈ సీను ఇలా ఉండాలి మనం ఇంకా వెళ్ళాల్సిందే అన్నట్టు ఉంటుంది అది అంటే నేను చూసిన సందర్భంలో ఏదన్నా సీన్ బాగా రాలేదంటే కీర్తమ్మను పిలుస్తాడు పక్కకు పిలిచి ఇది ఇది ఇది ఇది ఇది అనగానే సరే సరే సరే ఓకే అంటే ఆయన నీకు కావాల్సింది తింటాడు కానీ ఆయనకు కావాల్సిందే తీసుకుంటాడు అది నేను సార్ గమనించిన తనకి ఏం కావాలో తన క్లియర్ చాలా క్లియర్ గా ఉంటారు కానీ సినిమాలో కూడా అంటే అంటే బయట చిన్న రూమర్ అది hmm. అంటే సినిమా అనగానే నాని అనే హీరో కంపల్సరీ ఏలు పెడుతుంటాడు అస్టెండేటర్ కాబట్టి అది <laughs> అది కాదు అస్టెండేటర్ కాబట్టి వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటున్నారు అంతే కానీ నా డైరెక్టర్ ఎవరైనా ఎప్పుడైనా ఇన్ని రోజుల దాకా ఒక్క మాట కూడా ఎప్పుడు లేదు నేను అదే చెప్తా ఇగో నా జెర్సీలో ఒక సీన్ ఉంటుంది స్టార్టింగ్ మనం మందు మందు తాగే scene first scene first shoot ఆ రోజు అన్న దగ్గర దగ్గర ఒక పది టేకులని అయింది కానీ ఫస్ట్ కదా ఆయన వచ్చి ఏం చెప్పినా సార్ ఓకే సార్ నేను అదే చేస్తా నాకు అప్పుడు అనిపించింది ఓకే ఈయన ఎప్పుడు అప్పుడే కాదు నువ్వు క్రికెట్ ఆడుతున్నప్పుడు కానీ మన దసరాలో కూడా నువ్వు ప్రతి సీన్ శ్రీకాంత్ అన్న నీకు వివరించేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఏదన్నా అడిగినా కూడా ఇది ఇట్లా చేద్దాము బాగుంటే ఓకే లేదంటే ఇదే చేద్దాం కానీ నువ్వు ఎప్పుడు ఇదే చేద్దామని అనలేదు అంటే ఎప్పుడల్లా ప్రశ్న కూడా ఆల్రెడీ మనం <clears throat> మనం సినిమా గురించి ప్యాషనేట్గా మాట్లాడతాం కదా ఇంటర్వ్యూలో మన రత్నం గారి గురించి టేకింగ్ గురించి వాటి గురించి మాట్లాడతాం అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి వచ్చాం సో ఊహించుకుంటారు అందరూ ఓహో తనే చేస్తుంటాడు ఏం లేదు వెళ్ళి యాక్టింగ్ చేసి వస్తాం అంతే నిజం అమ్మాయి ఇది నేను కూడా చెప్తున్నాను తల్లి నా కళ్ళార రెండు సినిమాల్లో చూసిన కాబట్టి నానే డైరెక్టర్ చెప్పిందే చేస్తాడు తప్ప ఆయనకి నేను చూసిన కాబట్టి నన్ను అడుగుతారు బయట అందుకు నేను చెప్తున్నా అయ్యా దీని తర్వాత నువ్వు ఒక స్టార్ అయిపోతావు తిరిగి చూసుకోవు ఎట్లా అనిపిస్తుంది కన్నడలో ఎట్లుంది కన్నడలో రెస్పాన్స్ మంచిగా ఉందా చాలా మంచిగా ఉంది అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత that I'm getting that feeling okay this is something big it's not like ఇప్పుడే వచ్చేసిందా ఇప్పుడే వచ్చింది ఫీలింగ్ చేసినప్పుడు first the the only feeling I had was they have given me a job. It is a responsibility. I have to do this. It was like that. Now I am like I am like done that responsibility. Now Now I am you're like feeling enjoying that excitement. Excitement. చాలా చాలా బాగుంది నీ హార్డ్ వర్కే నేను ఇక్కడ దాకా తెచ్చింది కాబట్టి నువ్వు ఒక మంచి స్టార్ అయితే ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద స్టార్ పక్కన సేమ్ లీడ్ క్యారెక్టర్ చేసినావు అది మామూలు క్యారెక్టర్ కాదు అసలు సూపర్ క్యారెక్టర్ మామూలు క్యారెక్టర్ కాదు అయ్యి అబ్బా అసలు నువ్వు నాన్న మనిషి చాలా మంచి ఇంకోటి మహానటి ఇద్దరి మధ్యలో మహానటి <laughs> అమ్మా నువ్వు ఇప్పటికీ అంటే నేను లోకల్ చేసినావు ఈ సినిమా చేసినావు మీరు ఇద్దరిని చూస్తే చిన్నపిల్లలు కొట్టుకున్నట్టే ఉంటుంది <laughs> నిజంగా ఏవో కోతి కోతి పిల్లి ఎలక అంటే నేను చూసింది మా మోస్ట్ ఆఫ్ ద టైం మా మోస్ట్ రిపీటెడ్ రియాక్షన్ ఏంటుంటుంది అంటే కీర్తి చెప్పగానే దిస్ ఇస్ ఆర్ స్టాండర్డ్ <laughs> షూట్లో కూడా ఇలా కూర్చుంటాం కదా బాగా కాదు అంటే యుల్ గెట్ మీకు మేకింగ్ వీడియోలు చూస్తే నాలుగు దొరుకుతాయి గ్యారంటీగా డాన్స్ చేసిన అన్న వచ్చి అమ్మ ఆపు ఆపు ఆపు ఇంత వద్దు నేను ఇలా ఉంటుంది నాది కొట్టడం ఇలా ఇన్ని సినిమాలు చేసావు కదమ్మా ఎంతో మంది హీరోలతో చేసినావు కదా అందులో నీకు బాగా నచ్చిన హీరోలు ఎవరు బాగా వీళ్ళతోటి అయితే ఉంటుంది ఫ్రీగా ఉంటుంది కంఫర్ట్ జోన్ ఉంటుంది వీళ్ళు అయితే ముద్దుగా ఉంటారు ఏం చెప్పి అంటే నీకు మంచిగా ఫ్రీగా ఇట్లా పిల్లి ఎలకలాగా పిల్లి <laughs> కామెంట్ చేయరు కామెంట్ చేయరు అంటే మీరు ఇద్దరు నేను క్యారివాన్ కాడ కానీ సెట్ల కానీ మీరు ఎక్కడ చూసినా ఎంత మంచిగా అంటే మీకు పెళ్ళి పిల్లలు అన్ని మర్చిపోతావు నువ్వు సంసారాన్ని <laughs> మర్చిపోతావు అట్లా మర్చిపోతావు కాదు అట్లా కాదు అంటే మీరు ఎంత బాగా అంటే బాధలన్నీ ఫ్యామిలీ కిడ్స్ <laughs> అట్లా కాదు <laughs> బాధలన్నీ మర్చిపోయి ఏ సమస్యలు ఉన్నా పక్కన పెట్టి మీరు చాలా గొప్ప ఉద్దేశంతో చాలా డ్యామేజ్ చేస్తారు thoughts are great but the result is అమ్మ నువ్వు చెప్పాలి ఏ హీరో ఏ హీరో నీకు బాగా ఇష్టం బాగా ఇంతమంది హీరోలతో పని చేసినావు అంటే నాకు క్లోజ్ నాని అంటే పక్కన ఉన్నందుక కాదు కాదు ఈ క్లోజ్ కాదు క్లోజ్ <laughs> కాదు రెండు సినిమా యాక్చువల్లీ నేను చేసింది నానితోనే సో నాని నితిన్ వీళ్ళిద్దరే నాకు చాలా క్లోజ్ బాగా నానే నీకెవరిష్టం బాగా ఇంతమంది హీరోయిన్లను చూసినావు మంచి మంచి హీరోయిన్లు నిన్ను కోరిలో ఏడుస్తావు తుడుస్తావు గడ్డం పెంచుతావు అసలు కృష్ణగాడి ఎంతోమంది హీరోయిన్లతో చేసినావు నీకు బాగా నచ్చిన హీరోయిన్ యాక్టింగ్ వైజ్ యాక్టింగ్ వైజ్గా ఫ్రెండ్షిప్ వైజ్గా అన్ని అన్ని రకాలుగా ఈ అమ్మాయి నా లైఫ్ లో మర్చిపోలేనా బెస్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ వైజ్ గా చాలా అందరూ ఎవ్రీవన్ ఇస్ క్లోజ్ మేమిద్దరం అయితే నేను ఇట్లా నేను అసలు నేను లేను అక్కడ బయట వేరే ఊర్లో ఉన్నా సరే హైదరాబాద్లో ఉంటే కిటే ఇంటికి ఫోన్ చేసి వెళ్ళిపోతుంది చూసినావా అమ్మ నువ్వేమో దోశ తినాలని దోశ తినాలని ఉందని ఒకరోజు మా ఇంటికి వచ్చి తనే దోశలు వేసుకొని చెప్తా దోశ ఏం తింటావు అంటే dosa okay dosa come on very good అని ఇంటికి వచ్చింది వచ్చిన తర్వాత అందరి కిచెన్ లో అప్పుడు మా అమ్మ ఎవరు లేరు ఇంట్లో సో అందరు నవ్వుకుంటున్నారు పని మనిషి అందరు నవ్వుకుంటున్నారు <laughs> <laughs> ఎందుకు వీళ్ళు ఎంతసేపు టేబుల్ మీద కూర్చున్నా దోశలు రావట్లేదు ఏంటి మీద కూర్చున్నా అంజు కిచెన్ అంజు కూడా వెళ్ళి తను కూడా నవ్వుతుంది అందరు నవ్వుకుంటున్నారు ఏంటంటే మధ్యలో పిండి పెట్టుకొని అందరూ ఎవరికైనా వచ్చే దోశ వేయటం అని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు ఎవరికి so they all thought they got pindi everything they set dosa come వాళ్ళకి దోశ వేయడం రాదు వాళ్ళు అప్పుడే రియలైజ్ అయ్యారు every they put everything but they nobody knows how to so then they came out and set even last for those no come make those so తనే <laughs> వంటగదిలో తనే చేసుకొని తనే తినింది ఎవ్రీ టైం అంజు లాస్ట్ మీ ఇంటికి వస్తావా ఏం తింటావు దోశ <laughs> <laughs> మనకు మనం మనం చేసిన ప్రయత్నాన్ని ప్రతి భాష వాళ్ళు మాట్లాడుకొని చూసి ఆనందపడాలి మీకు అందరికీ మీకు అందరికీ మనందరికీ మనం సినిమాలో కష్టపడ్డ అసిస్టెంట్ డైరెక్టర్లకు కానీ డైరెక్టర్ కానీ ఈ టెక్నీషియన్స్ కానీ లైట్ మ్యాన్లు ప్రతి ఒక్కరం కష్టపడ్డాం సత్యం గారి గురించి చెప్పాలి కదా ఓ మ్యాడ్ ఎంత బాగా సినిమాటోగ్రఫీ అసలు ద గ్రేట్ కానీ ఆ టోన్ సినిమా అంటే ఇప్పుడు ఈ సినిమాకి ఒక మూడు ఉంది కథలోంచి వచ్చే ఒక మూడు ఉంటుంది వీర్లపల్లి అవును వీళ్ళు ఇలా ఉంటారు మనుషులు ఇలా ఉంటారు అని ఒక మూడు ఉంది వాళ్ళ భాష తీరు దానికి విజువల్గా చూసే కంటికి కూడా ఒక మూడుని ఇచ్చారు కెమెరాతో లెన్స్ సో ఎక్కడ కూడా ఒక్క ఒక గింత చిరాకు ఉండదు మనిషి దగ్గర నిదానం మనిషి నువ్వు డే అండ్ నైట్ షూట్ చేసినా అంత నిదానంగా ఉంటుంది అంత మంచి మనిషి అసలు ప్రపంచం మొత్తం మన సినిమా గురించి మాట్లాడుకోవాలని భగవంతుని కోరుకుంటున్నా థ్యాంక్ యూ మీకు కూడా లాస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఈ మధ్య మొత్తం వైరల్ అయింది ఇన్స్టాలలో ఎక్కడ చూడు చమ్కీల అంగిలేసి ఒక్కసారి పాట పాడతల్లి చమ్కీల చీరలేసి చమ్కీల అంగిలేసి ఓ వదినే చాకు లేకుండెట్టోడే ఓ వదినే కండ్లకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్లా కొడుతుంటేనే నోరిచి అడగదురా చెప్పింది చెయ్యదురామర్ది పక్కింట్లో కూర్చుంటది చాడీలు చెప్తుంటది super Tamil Tamil music director ఆయన ఇక్కడ ఇక్కడ సంస్కృతి తెలియదు ఇక్కడ పద్ధతులు తెలియదు కానీ చెమ్కి లాంగ్లేజ్ ఒక పాట Hmm. నిజంగా ఈర్లపల్లిలో ఉండే మనిషి వాయించిండు ఏమన్నట్టు ఆయనకి ఆయనకి ఆ క్వాలిటీ ఉంది ఆయనకి ఆయన సంస్కృతి కల్చరు తెలుసుకొనే చేస్తారు ఆయన పని ఆయన చేసినంత అసలు నిజంగా మనకి ఎవరైనా తెలుగు వాళ్ళని పెట్టినా సరే అంత తెలియదేమో అనిపిస్తుంది అంత ఎందుకంటే ఆయన అంత వెళ్ళి అంత రీసెర్చ్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోనే మోగించి వాళ్ళతో పాడించి ఒక మూడ్ని తీసుకొచ్చాడు ఆయన ఆయన ఆ పనిలో ఆయన టాప్ hmm. అండ్ దసరాకి లాంటి సినిమాకి ఆయన కావాలి ఆయన చెప్తే ఇంకేమైనా ఊహించుకోలేము కూడా లాస్ట్గా నువ్వు ఈ సినిమాల నుంచి నీకు ఇష్టమైన ఒక ఆ డైలాగ్ ట్రైలర్లు ఉంది ట్రైలర్లో ఉన్న డైలాగ్ ఏంటి గుండు గుత్తగా గుండు గుత్తగా టీజర్ టీజర్ ట్రైలర్ అయితే గుడాలు రాలితే అంటే బాగోదు ఇప్పుడు <laughs> ఏంటది నీ అవ్వ ఎట్లయితే గట్లయి గుండు గుత్తగా లేపేద్దాం బ్యాగ్ లేదు నువ్వు మీసం తిప్పాలి కనీసం లేదు ఇప్పుడు అయినా సరే దిప్ప నువ్వు దిప్పితేనే అందం అసలు అవ్వ ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేపెద్దాం బ్యాంక్ అమ్మ నీది ఒక డైలాగ్ ఉంది తలుపు తెరవంగానే తలుపు తెరిచి అద్దంలో చూసుకున్నప్పుడు పెట్టి పుట్టావురా నా కోటక్క అసలు ఎట్లా పండ్లు గట్టి ఒత్తి పట్టి మరి పలికిరు ఫుల్ నువ్వు డైలాగ్ చెప్పిన ఆయన నేను లోపల నా బై నా దోస్తులు బయట ఉండ బతుకు నాకు అక్కర్లేదన్న మస్తు బేస్గా చెప్పిన వాళ్ళు సూపర్ అసలు మీ అందరికీ పదివేల శరణార్థి thank you thank you thank you